హలో ఫ్రెండ్స్ పైథాన్లో లూప్స్ మీద ట్యుటోరియల్కు స్వాగతం ఈ ట్యుటోరియల్ చివరికి మీరు ఈ క్రింది అంశాలు చేయగలుగుతారు ఫర్ లూప్ ఉపయోగించడం వైల్ లూప్ ఉపయోగించడం లూప్స్తో ఆడుకోవడానికి బ్రేక్ కంటిన్యూ మరియు పాస్ స్టేట్మెంట్లను ఉపయోగించడం ఈ ట్యుటోరియల్ మొదలుపెట్టే ముందు మీరు గెటింగ్ స్టార్టెడ్ విత్ ఫర్ మరియు కండిషనల్ మీద ట్యుటోరియల్ను పూర్తి చేయమని సూచిస్తున్నాం మనం ఐపైథాన్ ఇంటర్ప్రెటర్తో మొదలు పెడదాం టెర్మినల్లో ఐపైథాన్ అని టైప్ చేయండి మనం మొదట వైల్ లూప్తో మొదలుపెడదాం కండిషన్ ట్రూ అయినంత వరకు లూప్ను రిపీటెడ్ ఎగ్జిక్యూషన్ కొరకు వైల్ లూప్ను ఉపయోగిస్తారు మనం 10 కంటే తక్కువ ఉన్న బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ అన్ని వైల్ లూప్ను ఉపయోగించి ప్రింట్ చేద్దాం i 1 అని టైప్ చేయండి while i less than 10 colon print i multiply by i i plus is equal to 2 ఈ లూపు 10 కన్నా తక్కువ ఉన్న బేసి సంఖ్యల యొక్క స్క్వేర్ను ప్రింట్ చేస్తుంది వైల్ లూపు పదే పదే కండిషన్ సరి అయినదా లేదా అని చెక్ చేసి లూప్ లోపల బ్లాకప్ కోడ్ను ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే పైథాన్లో ఏ ఇతర బ్లాక్ లాగా వైల్ బ్లాక్ లోపలి కోడ్ 4 స్పేసెస్ ద్వారా కుడివైపున ఇండెంట్ చేయబడి ఉంటుంది ఇక్కడ వీడియోకు విరామం కల్పించి ఈ క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించి చూడండి వీడియోను పునఃప్రారంభించండి 10 కన్నా తక్కువ అయిన అన్ని సరిసంఖ్యల యొక్క స్క్వేర్ ప్రింట్ చేయడానికి వైల్ లూప్ను రాయండి పరిష్కారం కొరకు టెర్మినల్ వైపు మరలండి i 2 టైప్ చేయండి while i less than 10 colon print i multiply by i i plus 2 ఇప్పుడు మనం ఫర్ లూప్ను ఉపయోగించి 10 కన్నా తక్కువ ఉన్న అన్ని బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ను ప్రింట్ చేసే అదే సమస్యను పరిష్కరిద్దాం మనకు తెలుసు ఫర్ లూప్ ఒక లిస్ట్ మీదుగా లేదా ఏ ఇతర సీక్వెన్షియల్ డాటా టైప్ మీదుగా ఐటరేట్ చేస్తుంది కనుక 10 కన్నా తక్కువ ఉన్న బేసి సంఖ్యలను పొందడానికి మనం రేంజ్ ఫంక్షన్ను ఉపయోగిస్తాం ఆ తర్వాత దాని మీద ఐటరేట్ చేసి కావలసిన పదార్థాన్ని ప్రింట్ చేయండి ఈ విధంగా టైప్ చేయండి రేంజ్లో n కొరకు బ్రాకెట్లో 1 comma 10 comma 2 colon print n multiply by n లాగానే ఇప్పుడు కూడా అదే అవుట్పుట్ లభించడం మనం చూడగలం కోడ్ యొక్క గీతలు తక్కువగా ఉండడం గమనించండి వీడియోకు కాసేపు విరామం కల్పించి ఈ క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి 10 కన్నా తక్కువ ఉన్న అన్ని సరి సంఖ్యల యొక్క స్క్వేర్ ప్రింట్ చేయుటకు ఫర్ లూప్ రాయండి పరిష్కారం కొరకు టెర్మినల్ వైపు మరలండి రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్లో 2 comma 10 comma 2 colon print n multiply by n మనమిప్పుడు కీవర్డ్ పాస్ బ్రేక్ మరియు కంటిన్యూ ఎలా ఉపయోగించాలో చూద్దాం మనం ఇప్పటికే తెలుసు పాస్ అనేది కేవలం ఒక సింటాక్టిక్ ఫిల్లర్ దానిని తమ లోపల ఏ కోడ్ లేని బ్లాక్ పూర్తి చేయడానికి ఉపయోగిస్తారు రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్లో 2 comma 10 comma 2 colon pass break అనేది అత్యంత లోపల ఉండే లూప్ నుండి బ్రేక్ అవుట్ అవ్వడం కోసం ఉపయోగిస్తారు 10 కన్నా తక్కువ ఉన్న అన్ని బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ ప్రింట్ చేయడానికి ఉపయోగించే వైల్ లూప్ను బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగిస్తూ ఈ క్రింది విధంగా మార్చవచ్చు type 1 while true colon print i multiply by i i plus is equal to 2 if i less than 10 colon break కనుక ఐఎఫ్ అనేది వైల్ లూప్లో లేనందున మనకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది కనుక టైప్ చేయండి while true colon print i multiply by i i plus is equal to 2 IF i less than 10 colon break IF అనేది వైల్ లూప్లో ఉండేలా చూసుకోండి కంటిన్యూ అనేది ఈ లో మిగిలిన లూప్ యొక్క ఎగ్జిక్యూషన్ను దాటవేయడానికి ఇంకా ఈ ఐటరేషన్ అంతం దాకా కొనసాగడానికి ఉపయోగిస్తారు ఉదాహరణకు మూడుకు బహుళ గుణిజములు కాని 10 కన్నా తక్కువ అయిన అన్ని బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాము మనం ఫర్ లూపును ఈ క్రింది విధంగా మారుస్తాము రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్లో 1 comma 10 comma 2 colon IF n modulo 3 to 0 colon continue print n multiply by n ఇక్కడ వీడియోకు విరామం కల్పించి ఈ క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించండి వీడియోను తిరిగి ప్రారంభించండి 4కు బహుళ గుణిజములు అయి ఉండి 10 కన్నా తక్కువ అయిన సరి సంఖ్యల యొక్క స్క్వేర్ ప్రింట్ చేయుటకు 2 10 2 రేంజ్తో కంటిన్యూ కీవర్డ్ని ఉపయోగించి ఫర్ లూప్ను మార్చండి రేంజ్ ఫంక్షన్ కాల్ను మార్చకండి పరిష్కారం కొరకు టెర్మినల్ వైపు మరలండి రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్లో ఒకటి కామా పది కామా రెండు colon if n modulo four colon continue print n multiply by n. ఇది ఈ ట్యుటోరియల్ యొక్క చరమాంకానికి మనల్ని చేరుస్తుంది ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది ఫర్ మరియు వైల్ లూప్లను ఉపయోగించి సీక్వెన్స్ మీద ఇటరేట్ చేయటం బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించి లూప్స్ నుండి బ్రేక్ అవ్వడం కంటిన్యూ స్టేట్మెంట్ ఉపయోగించి ఇటరేషన్స్ను దాటవేయటం లూప్లో పాస్ స్టేట్మెంట్ ఉపయోగించడం ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని సెల్ఫ్ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడ్డాయి రేంజ్ 1 కామా 4 ఇచ్చిన సందర్భంలో నంబర్ 1 మాత్రమే ప్రింట్ చేసి కోడ్ రాయండి ఇటరేషన్స్ దాటవేయడానికి ఏ స్టేట్మెంట్ మీరు ఉపయోగిస్తారు బ్రేక్ పాస్ కంటిన్యూ జవాబులు ఫర్ లూపులో మనం బ్రేక్ స్టేట్మెంట్ను ఈ విధంగా ఉపయోగించగలము కోలన్ కోలన్ రేంజ్లో i కోసం బ్రాకెట్స్లో 1 comma 4 colon print i break iterations దాటవేయడానికి మనం కంటిన్యూ స్టేట్మెంట్ ఉపయోగిస్తాము మీరు ఈ ట్యుటోరియల్ను ఆస్వాదించారని దీనిని ఉపయోగకరంగా భావించారని అనుకుంటున్నాము ధన్యవాదములు